ఇంజన్ తీవ్ర అనారోగ్యం అంటే ప్రతి వరుసగా మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నాం షూటింగ్ ఆంబులెన్స్ జరుపుకుంటూనే ఉన్నాం వేరే కడపలో షూటింగ్ జరగడం వల్ల కంప్లీట్ ఎండల్లో చేయటం అప్పుడు రెస్ట్లెస్ డైరెక్షన్లో కొత్త రోజులు ప్రపంచం ఫీదర్ లాంచింగ్ ఫంక్షన్లు ఇవన్నీ కొంచెం హెవీగా స్టైల్ అవటం వల్ల ఆరాధన జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారు వచ్చి మల్టీ విటమిన్ ఇంజక్షన్ కానీ చేశారు కొంచెం పర్వాలేదు